hi friends welcome to my channel మా ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ మా తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగే మీరు ఏదైనా వెజిటేరియన్ రెసిపీస్ కానీ ప్రసాదాలు కానీ తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు ఈ వీడియోలో ఎన్నో పోషకాలు అలాగే విటమిన్లతో పాటుగా ఎదిగే పిల్లలకు కంటి సమస్యలు దూరం చేసేటువంటి అద్భుతమైన ఔషధమైన మునగాకుతో పచ్చడిని చాలా సింపుల్గా అలాగే రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు నేను చూపించబోతున్నాను ఈ పచ్చడి సులువుగా తయారైపోతుంది అలాగే రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి కోసం మునగాకుని కడిగి శుభ్రం చేసి చక్కగా ఆరిపెట్టేసుకుని రెడీ చేసేసుకోవాలి మరి ఈ మునగాకుతో పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసిద్దాము మరి పచ్చడి కోసం బాండీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి అది కొద్దిగా వేడయ్యాక రెండు స్పూన్ల మినపప్పు అర స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి పోపు కొద్దిగా వేగాక ఆరు ఎండుమిరపకాయలని ఇలా ముక్కల కింద చేసి వేసేసుకుని వేయించేసుకోవాలి ఈ విధంగా పోపు వేగాక ఒక బౌల్లోకి తీసేసుకుని కలర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బాండిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి అది కొద్దిగా వేడయ్యాక శుభ్రం చేసి ఆరబెట్టుకున్నాం కదా మునగాకుని దాన్ని కూడా వేసి ఒక నిమిషం పాటు సిమ్లో వేయించుకోవాలి మునగాకు లేతగానే ఉంటుంది కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది అందుకని కేవలం ఒక్క నిమిషం పాటు అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ మునగాకుతోటి ఏ రెసిపీ చేసినా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంతకు ముందర ఇదే మునగాకుతో కొన్ని రెసిపీస్ చేసి చూపించాం కదా ఆ లింక్ కింద లో ఉంటాయి క్లిక్ చేసుకుని తెలుసుకోవచ్చు అలాగే నేను ఈ పచ్చడిలో చింతపండు గుజ్జును వాడుతున్నాను అందుకే ఆకుతోటి పాటు చింతపండు వేయడం లేదు ఒకవేళ గుజ్జు వాడని పక్షంలో అయితే కనుక చింతపండుని ఆకుతోటి పాటుగానే వేసేసుకుని మగ్గించుకోవాలి చూడండి మునగాకు చక్కగా మగ్గిపోయింది కదా ఈ విధంగా మునగాకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మిశ్రమాన్ని చల్లారి పెట్టేసుకోవాలి పచ్చడి కోసం మిక్సీ జార్ తీసుకుని పోపు వేసి మిక్సీ చేసుకోవాలి పోపు కొద్దిగా నలిగాక మగ్గించుకున్నటువంటి మునగాకు ఒక అర స్పూన్ చింతపండు గుజ్జు సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వీటితో పాటు మూడు వెల్లుల్లి డబ్బలు వేసి మిక్సీ పట్టుకున్నట్లయితే కనుక ఎంతో రుచిగా ఉండే మునగాకు పచ్చడి చిటికలో తినడానికి రెడీ అలాగే ఇంకా ఇష్టపడే వాళ్ళైతే కనుక ముందుగా వేయించుకుని పెట్టుకున్నటువంటి పోపులో కొద్దిగా అట్టే పెట్టుకుని ఇలా పచ్చడిపై వేసుకుంటే కనుక రుచి ఇంకా బాగుంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా మునగాకు పచ్చడి రెడీ అయిపోయిందో ఈ మునగాకు పచ్చడిని అన్నంతో పాటు తిన్నా రోటీస్ తోటి పాటు తిన్నా చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి టేస్ట్ చేసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వెజిటేరియన్ రెసిపీస్ కోసం మా నందుల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరెన్నో ఉల్లి వెలుగు లేనటువంటి శాకాహార వంటల కోసమని మా మరొక ఛానల్ చిరావరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గణితమును ప్రెస్ చేయండి మా వీడియోస్ ఫేస్బుక్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంది వాటిని కూడా ఫాలో అవ్వండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ